గైనకాలజిస్ట్ని ఇరవై ఐదు సంవత్సరాలుగా గైనిక్ ప్రాక్టీస్ చేస్తున్నాను అయినా కూడా ఎవరైనా నన్ను అడిగితే వాట్ ఈస్ యువర్ కాలింగ్ నీ లైఫ్కి ఉద్దేశం ఏంటి ఎన్నోసార్లు ఎన్నో వర్క్షాప్స్లో ప్రతి ఒక్కరు అంటారు నిన్ను నువ్వు పరిశీలించుకొని నీ లైఫ్ యొక్క ఉద్దేశం ఏంటి అని అడగండి అంటారు అలాగా ప్రతిసారి పరిశీలించుకున్నప్పుడు నాకు అనిపిస్తుంది నా యొక్క లైఫ్ ఉద్దేశం గైనకాలజీ కాదు the something more than that ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఎప్పుడు కానీ ఎన్వైరన్మెంటల్ పొల్యూషన్ మీద ఒక రకమైన ఏదన్నా చేయాలనే తపన అనమాట సో నాకు అనిపించింది గైనిక్ ప్రాక్టీస్లో uh, గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వస్తున్న ప్రాబ్లమ్స్ నేను జనరలీ హెల్త్ విషయంలో అందరికీ తెలిసింది ఈ యొక్క రెస్పిరేటరీ డిసీజెస్ ఎక్కువ అవడము తర్వాత కీలవాతం ఎక్కువ అవడము ఇలాంటి జనరల్ ప్రాబ్లమ్స్ అందరికీ తెలిసిందే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవుతుంది కానీ గైనిక్ పరంగా లాస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా మ్యాక్సిమం మేము చూస్తున్నది ఈ polycystic ovaries also the irregular bleeding ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఇన్ఫర్టిలిటీ అనే ప్రాబ్లమ్ చాలా ఎక్కువ అవుతుంది ఎక్కడ చూసినా ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ మష్రూమ్స్ లాగా వచ్చేస్తున్నాయి అనమాట ఎందుకు ఇవన్నీ అని చెప్పి మనం ఆలోచిస్తే ఒకటి సింపుల్గా మనకు అర్థమయ్యేది పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది ఎక్కువ ఎందుకు ఎక్కువైతుంది there is something called the DDT the pollution and organ of phosphorus కి స్ట్రక్చర్ ఈస్ట్రజెన్స్ అనే హార్మోన్స్ యొక్క స్ట్రక్చర్ కి ఆల్మోస్ట్ సేమ్ టు సేమ్ ఉంది సో దానివల్ల మన బాడీ లోపల ఈవెన్ పశువులకి తర్వాత పౌల్ట్రీకి ఈ యొక్క హార్మోన్స్ ఇస్తూ అనమాట ఎందుకు అధిక ఉత్పత్తి అవ్వాలని చెప్పేసి మిల్క్ ఉత్పత్తి ఎక్కువ అవ్వాలి ఎగ్స్ ఎక్కువ రావాలి సైజ్ ఎక్కువ రావాలని చెప్పి ఇలాంటి పొల్యూషన్స్ జరుగుతున్నాయి అది మనకి ఇన్నోసెంట్గా మనం తీసేసుకుంటున్నాము దాన్ని తెలియక తీసేసుకుంటున్నాము ఎవరికి ఎక్కువ తెలియదు ఎవరైనా సరే బాగలేదు ప్రెగ్నెంట్ లేడీస్ అంటే ఇంకా వాళ్ళు పాలు వద్దు బాబు అన్నా కూడా తాగుతా చెప్పేసి వాళ్ళకి పాపం టూ త్రీ గ్లాసెస్ ఆఫ్ పాలు మనము స్పోర్ట్స్ చేసి తాగిస్తున్నాం కానీ అందు ఎన్నోసార్లు పేపర్లో కూడా వస్తుంది అసలు మీరు పాలు తాగుతున్నారా వేరే ఏం విషయం తాగుతున్నారా అని తెలిసి తెలియని పరిస్థితి కొన్నిసార్లు ఉంటుంది but what is happening is ఈ యొక్క పరిస్థితి వల్ల ఇంటర్నలీ ఫీలింగ్స్ కి కూడా చేంజెస్ వస్తున్నాయి that is foetal origin of adult disease అనే కొత్త చాప్టరే ఓపెన్ అయిపోయింది అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు అడల్ట్ uh, వ్యవస్థ వచ్చినప్పుడు వాళ్ళకు వచ్చే డిజీజ్కి ఆ నాంది అనేది కడుపులోనే స్టార్ట్ అవుతుంది so it's all these things కొత్త చాప్టర్స్ ఇవన్నీ కూడా మేము అండర్ గ్రాడ్యుయేట్స్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా ఉన్నప్పుడు చదవండి ఇప్పుడు ఇవన్నీ వస్తున్నాయి ఎందుకు because every day day by day step by step increase కావటం లేదు పొల్యూషన్ మల్టిట్యూడ్స్ మల్టిపుల్స్ మల్టిపుల్స్గా ఇంక్రీజ్ అయిపోతున్నది సో ఇవన్నీ ఆలోచించినప్పుడు బేసిక్గా నేను ప్రతిసారి ఎవరితోనో కన్సల్ట్ చేసినప్పుడు అమ్మ lifestyle modification food modification పౌష్టికాహారం తీసుకోండి ఇవన్నీ బాగా ఎన్నో చిలక పలకల్లాగా నేను చెప్పేస్తూనే ఉంటాను కానీ what is the solution for all this ఇప్పుడు సరే మనం చెప్తున్నాం కానీ మనకి మన నెక్స్ట్ జనరేషన్కి వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి what are we leaving behind వెనవ యూ గో ఇప్పుడు నేను మహబూబ్ నగర్ మెడికల్ కాలేజ్కి వెళ్తుంటాను ఆ వెళ్తున్నప్పుడు ఫ్రమ్ జడ్చర్ల మహబూబ్ నగర్కి ఇటు అటు చూస్తే అంత గ్రీనరీ గ్రీనరీ అనమాట కానీ లాస్ట్ టెన్ ఇయర్స్గా నేను చూస్తున్నాను ఆల్మోస్ట్ ఆ గ్రీనరీ అంతా కూడా డిసప్పియర్ అయిపోతుంది what is happening to this world And it is our unexplained greed, that we want to have more and more and they're not అలా ఇప్పుడు ఎన్నెన్నో సదస్సులు నాకైతే పన్నీ అనిపిస్తుంది ఇన్ని సదస్సులు అని బయోడైవర్సిటీ సదస్సు సదస్సు అని చెప్తారు but what is it that we are doing are we getting a legislation to do suppose స్టేట్స్లో ఎలాంటి లెజిస్లేషన్ ఉంటుందంటే నీకు ఒక ఎకరం ల్యాండ్లో ఉన్నాయంటే అందులో వచ్చి గవర్నమెంట్ పరీక్ష చేస్తుంది అందులో వచ్చి లెక్క పెడుతుంది అందులో ఎన్ని చెట్లు మీరు పెంచారు దాన్ని మెయింటైన్ చేస్తున్నారా అని చెప్పేసి అది పెంచుతుంది నువ్వు మెయింటైన్ చేయకుంటే నీకు అదనపు ట్యాక్స్ కూడా పోతుంది అనమాట సో అలాంటి పరిస్థితి మన దేశంలో రావాలి దట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ పొలిటికల్ కమిట్మెంట్ టిల్ దట్ టైం కమ్స్ వీ కెనాట్ కీప్ క్వైట్ ఎందుకంటే ఈ ప్రాబ్లం అనేది మల్టిపుల్స్ మల్టిపుల్స్గా పెరిగిపోతుంది వీ హ్యావ్ టు డూ సంథింగ్ బిఫోర్ రవిజీ గారు చెప్పినట్టు బిఫోర్ ఇట్ బికమ్స్ అండ్ ఇర్రివర్సిబుల్ కండిషన్ ఇర్రివర్సిబుల్ దాని నుంచి మనం బయటికి రాలేము ఒక మనిషికి బ్లడ్ లాస్ ఎక్కువైపోయింది అనుకోండి మెల్లగా బీపీ డౌన్ అయిపోతుంది ఆ బీపీ అనేది డౌన్ అయిపోయినాక ఒక లెవెల్ వస్తుంది sometimes you know some below sixty BP below sixty వచ్చినాక we call it irreversible shock అప్పుడు నువ్వు ఏమన్నా చేయి అన్ని ఆర్గన్స్కి ఆక్సిజన్ అవసరం ప్రతి ఆర్గన్ ఒకటి ఒకటి ఒకటి ఒకటి ఫెయిల్ అయిపోతూ వస్తుంది so the same thing happens can wait మనకి అంత ఫెంటాస్టిక్ పొలిటికల్ కమిట్మెంట్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయగలమా that is the question we have to ask our self సో నేను నా చిరు ప్రయత్నంగా మా దగ్గర హాస్పిటల్లో బికాస్ ఆల్ ద థింగ్స్ అంటే మధ్యలో మనం చేసేది మా చిన్న ప్రయత్నంగా మేము ఒకటి ఏం చేస్తామంటే మా హాస్పిటల్లో డెలివరీ అయ్యే ప్రతి ఒక్కరికి మేము ఒక మొక్క ఇస్తున్నాం ఆ మొక్క మీరు పెంచండి ఈ బిడ్డ ఇప్పుడు పుట్టింది ఈ బిడ్డతో పాటు ఈ మొక్కను కూడా మీరు పెంచండి అట్ ద సేమ్ వే అని చెప్పేసి మేము ప్రతి ఒక్కరికి ఇస్తున్నాం సో దానితో వాళ్ళ యొక్క అవగాహన ఈ ఈ బేబీ కూడా ఈ చెట్టు ఈ మొక్క సో ఒక ఒకసారి మాకు చెప్పే కొంతమంది ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు మేము గుంటకల్కి తీసుకెళ్ళిపోయాము అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయి వచ్చింది కానీ ఆ మొక్కను మేము అక్కడే వదిలేసి వచ్చాము మేము గ్రౌండ్లో పాత్ర మేము తీసుకురాలేకపోయాం కానీ మా పక్క నుంచి వాళ్ళకి చెప్పి వచ్చాము దాన్ని చక్కగా చూసుకోమని చెప్పేసి so it is that type of happiness at you get యూను మా బాబు పుట్టినప్పుడు నేను ఒక చెట్టు మొక్క పెట్టాను అనమాట అప్పుడు నేను దాన్ని చూసుకుంటుండేది మా బాబు వయసు ఎంతనో దాని మొక్క అంతనే అనమాట సో అలాగా మా మామగారు చెప్పేవారు ఈ మొక్క నేను వేశాను తర్వాత అది నేను నీరు పోసి పెంచానని చెప్పి సో మన పిల్లల మీద మనకి ఎంత హ్యాపీనెస్ వాత్సల్యం ఉంటుందో అలాగే ఒక మొక్క మీద కూడా మనకి అంత వాత్సల్యం వస్తుంది ఒక చెట్టు వన్ టన్ కార్బన్ డైఆక్సైడ్ని పీలుస్తుంది సో ఆ వన్ టన్ కార్బన్ డైఆక్సైడ్ ఎప్పుడు ఎక్కడ చూసినా ఏ మీటింగ్లో చూసినా ఎక్కడ మనము లో ఉన్నా కూడా ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోతుంది గ్లోబల్ వార్మింగ్ అవుతుంది గ్లోబల్ వార్మింగ్ అవుతుంది అరే what are we doing about it let me tell you something basically this is something నేను ఎప్పటికీ చెప్పలేదు కానీ మేము చెట్టు మొక్కలు నర్సరీ నుంచి తీసుకొచ్చి స్కూల్స్ కి పంచి పెడతాం అనమాట ఇట్లా about two thousand two thousand five hundred మొక్కలు మేము డిస్ట్రిబ్యూట్ చేసాం కానీ what happens in certain places government దగ్గర నుంచి మాకు కావాలి అంటే ఇక్కడ వన్ ల్యాక్ ప్లాంట్స్ మేము నాటినాము అంటారు కానీ ఎక్కడుంది ఆ లెక్క అలాంటప్పుడు సేమ్ థింగ్ మన రాష్ట్రం కాకుండా పక్క రాష్ట్రంకి పాలకర్జీతో మేము వెళ్ళామన్నమాట నాగ్పూర్ దగ్గర నుంచి వార్దా నుంచి అక్కడ వెళ్తుంటే ఆన్ ది సైడ్స్ ఎక్కడెక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఉందో అక్కడ అన్ని కూడా టీక్ చెట్లు so beautiful they coming up దాంట్లో అన్ని మీద యూనో ఫ్లవరింగ్ స్టేజ్ ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంటే if there's a real commitment from the side of everybody it may be public private partnership నేను అదే అంటాను it will not be possible lone by the public ఆ lone by the private there should be a public private partnership అలాగా చేసింది ఆ పర్టికులర్ దే నాకు అనిపించింది ఎందుకు మన దగ్గర ఇలా కాదు ఆ ఉద్దేశంతో నేను ఈ ఎవరు అడిగినా స్కూల్స్ లో కాలేజెస్ లో distributing this thing and telling them పిల్లలు మీరు మీరుగా ఇవి చూసుకోగలిగితే ఈ చెట్లు మేము ఫ్రీగా ఇస్తాము మీరు నాకండి ఈ చెట్లని చూసుకోండి అని చెప్పేసి మా యొక్క చిరు ప్రయత్నం ఇదండి plus we're also propagating roof gardening పాలగర్జీ చెప్పినట్టు రూప్ గార్డెన్స్ అవన్నీ పెడుతున్నాం అనమాట సో ఇది నా యొక్క చిరు ప్రయత్నం రవిజీ గారితో అసోసియేషన్తో నాకు చాలా అదృష్టం కలిగింది ఏంటంటే పాలేకర్జీ గారితో పరిచయము దానివల్ల వెళ్ళి చూడగలుగుతున్నాము మాకున్న కొన్ని ఎకర్స్ మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ లో we are converting it in zero budget farming ఎంతో నాకు అనిపిస్తుంది నా నేను దేనికోసం ఎదుగుతున్నాను నా లైఫ్ యొక్క కాలింగ్ ఏంటి నా లైఫ్ యొక్క మీనింగ్ ఏంటి నా లైఫ్ యొక్క ఉద్దేశం ఏంటంటే రేపు పొద్దున డాక్టర్ జయంతి ఎవరు అంటే ఆ మొక్కల జయంతి అని చెప్తే నేను చాలా సంతోషపడతాను I think that is my calling and that's what I I want be remembered as ఈ ఈ రోజు కూడా ప్రతిసారి డబ్ల్యూజీ గారు పిలిచినప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది వచ్చేదానికి ఎందుకంటే యూ ఫీల్ అగైన్ ఇన్స్పైర్డ్ ఎంతమంది పీపుల్ సో మెనీ ప్రొఫెషన్స్ అనమాట లాయర్స్ కానీ ఏంటి ఐఐటి వాళ్ళు ఏంటి ఐఏఎస్ వాళ్ళు ఏంటి వాళ్ళందరూ కూడా ఇలాగా ఫార్మింగ్లోకి రావడం it is so important it is so important నాకు ఎప్పుడు అనిపిస్తుంది థర్టీ ఇయర్స్ అయినంటే మా మ్యారేజ్ అయ్యి మేము ఊరి నుంచి వెళ్ళి వస్తుంటే ఎప్పుడు నేను అలాగా ఫార్మర్స్ని చూస్తుంటా ఇంత కష్టపడి అసలు ఇంత లాభం లేకుండా అయినా వాళ్ళు ఇక్కడ ఎట్లా పనిచేస్తున్నారు బాబు అని ఎప్పుడు అనిపిస్తుంది నాకు అనమాట సో ఇప్పుడు నాకు ఫిరోజ్ గారిని కూడా కలిసినందుకు చాలా happy and very important because robotic surgery అనేది మేమందరం కూడా ఎన్నో థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఇచ్చి వర్క్షాప్కి వెళ్తుంటాం ఆ రోబోటిక్ సర్జరీకి మెయిన్ బ్రెయిన్ అనేది మెయిన్ బ్రెయిన్ ఈ ఫిరోజ్ గారు అంటే I'm really honoured you know that today through this meeting, I got to see him. Gave me so many ideas. Let me. I'm so thankful, uh, Raviji, and I'm so thankful for all of you for giving me this uh, chance to talk to you. God bless you. Thank you. Doctor గారు చాలా బిజీగా ఉంటారు ఇప్పుడు కూడా she has to rush back అక్కడికి వెళ్ళాలా ఉదయం ఐదింటికి ఆవిడ సర్జరీతో మొదలు morning night ten eleven twelve అయినా కూడా అదే చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ చేసే ఒక మహాయోగి నేను అందుకే వారందరిని ఎందుకు ఆహ్వానిస్తున్నానంటే ఇలాంటి అందరితో కూడా కలిసి ఒకటి పంచుకోవడం తన నుంచి ఇవ్వడం ఇంకోటి ఒకటి వాళ్ళని తీసుకోవడం కూడా ఉంటుంది అట్లాంటి ఇదే సత్సంగాలు ఇవే సరైన ఒక మంచి వేదికలు కాబట్టి వారిని ఆహ్వానించడం వారు రావడం మాకు చాలా సంతోషం I'm also thankful to you మా డూరింగ్ యువర్ అమ్మాయి తీసుకెళ్ళండి ఈ రెండు పండ్లు న్యాచురల్గా పండించిన పండ్లు మా ఊరి నుంచి వచ్చాయి <laughs> థ్యాంక్ యూ మేడం